ब्रह्मकोटग्री नम या देवी सर्वूतेषु शक्तिपेण संस्थिता नमस्त नमस्त नमस्त नमो नम okay so what is all coming to yesterday day before yesterday's news analysis okay so Mukhtar Abbas Naqvi is expecting what is call vice president of India post So... another uh, drawback for Andhra's uh, Islamic exploitation. Okay, they are thrown for uh, what do call Rajya Sabha seats. Uh, this Turkamunda Kodugu uh, is in pressure. This fellow will say uh, namaste to people. Uh, this Turkamunda Kodugu. Uh, and you will see this on, uh, you know, yellow color, you see. Okay. This Nara Chandrababu Naidu Jagan Sakshi also yellow and this Gautam Singh Mann pagdi is also yellow ఈ తుర్కమండ కొడుకు మానసిక్ గడు ఫస్ట్ పెళ్ళానికి ఇచ్చేశాడు విడాకులు గజనీ దండయాత్ర సెవెంటీన్ ఇయర్స్ దిలా దిల్షాన్ ఓకే కొడుకు కూతురి సీరత్ ట్వంటీ వన్ వచ్చారంట వీడు ప్రమాణ స్వీకారానికి ఎటు దొరకకుండా కొడుకు నలుగురు పిల్లలు నాలెక్కలు నాలెక్కలు ఐదుగురు పిల్లలు రే దొరకకుండా కొడుకు నీకు మూడో పిల్లం ఉందంటే ఈడు మోదీ గారు మాట్లాడుకుని లాక్డౌన్ పెడేశారు దొంగన కొడుకులు డొక్కు బస్సులు వాటా ఇవ్వం దిక్కున్న చోట చెప్పుకో గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అయిపోయిందిరా వాళ్ళు ఎవరు గ్యాస్ ఏజెన్సీ వైజాగ్ గ్యాస్ ఏజెన్సీలో చాలా ఉన్నాయి ఓకే జెమ్సీ ఫిఫ్టీ పాయింట్ వన్ వచ్చి చెక్ చేయండి లీకేజ్ ఏమైనా ఉందో చాలా రోజులు అయిపోయిందంటే ఇప్పుడు వచ్చి రాలే Assam to what do call Australia what do call they are in flash floods and my all fans ఫ్యాన్లు కురేసుకోవద్దు తుర్కముండ కొడుకు ఫ్యాన్ కొద్దిగా కేసీఆర్ గారు లాగా I will see show you one lady has committed suicide working under Jagan this page or tomorrow's paper it is there okay one female has committed suicide working under Jagan YSRCP pressure start లేక వాళ్ళు అయ్యనే పంపించేశాడు తుర్కమండ కొడుకు ఇప్పుడు అమ్మకు కూడా అవుట్ అంట అమ్మ అవుట్ చేస్తున్నాడు అంట hmm? మరి నా ఆడికి మూడో పెళ్ళం నాలుగో పెళ్ళం ఐదో పెళ్ళం మహారాష్ట్రలో ఉంటే నాలుగో పెళ్ళం ఢిల్లీ నేపాల్లో ఉంటే నా లెక్కలో రామయ్య అమ్మాయి ప్రస్తుతం స్క్రీ సెల్ ఫోన్ స్క్రీన్ టాప్లో పెట్టుకున్న అమ్మాయి ఏమో టాప్ ఫోర్త్ థర్డ్ ఫోర్త్కో వస్తుంది సో మరి ఫస్ట్ టూ ఎవరు ఎన్నో year three decades back maybe I used one simple top down approach ఇప్పుడు బాటమ్ అప్ అప్రోచ్ అవుతుంది ఈడేమో బ్రిటన్ ప్రధాని దొరకకుండా కొడుకు మోదీ గారిని రిజైన్ చేసి దేశాన్ని నాకు అప్పచెప్పరా corona resignation hand over nation అంటే దొరకకుండా వీడేంటి బంగారం వదిలేసి ఏదో మార్కెటింగ్ చేసుకుంటున్నాడు నాగార్జున గారు ఉత్తయం అంట మళ్ళీ కేరళ వాళ్ళు ఎవరికో డుంబు ప్రీమియం కాటన్ అంట అరే వెంకటేష్ గారు నీకు నీకు దెబ్బ కొడుతున్నారా సో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వాడు వాళ్ళ ఇన్ఫోసిస్ వాడు కూడా రిజైన్ చేశాడంట ముక్తార్ అబ్బాస్ ఇలాగా బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ కేమో सो शेमन तुर्कमुंड को दोपड़ी दहन कब्जा कांड will Ramayya give what call my fourth wife parents address detail so that can contact them I was already secretary chairman institution of engineers I just kept in said what call my what call don't run away from challenges run over that okay so my notes my space uh, modi occupied hmm? and what do you call uh, i'm demanding from that people okay what will be my team i will show somewhere later uh, in a small tip i'll show okay in this video hmm? so what do you call uh, so see this fellow is uh, selling gold rate Kalyan and now he has come down to cotton also, hmm? British cotton. Hmm? Sir Arthur Cotton, rajamandri Rajamahindravaram Barrage. Hmm? Shame on తుర్కముండ కొడుకుల దోపిడి దహన కబ్జా కాండ ఇరవై మంది ఉంటే రెండు టీచర్ అంట టీచర్లకే దిక్కు లేదు ఉద్యోగాలు లేవు అంటున్నారు మళ్ళీ బోర్ సినిమా బోర్ బావులో గంటలు ఆరు గంటలు ఈడేమో బ్యాంక్ ఖాతా నిష్క్రియంగా అయిపోయిందా తుర్కముండ కొడుకులు జహాంగీర్ టాటా కంట్రోల్ సర్వీసెస్ तुर्क इस्लामिक इंडिया अमिताभ बच्चन को कई बार कई अ, हेलीकॉप्टर एरोप्लेन पटक दिया गया हम्म? షేమాన్ తుర్కముండ కొడుకుల దోపిడీ దహన కబ్జా ఆ, కాండ బ్లఫింగ్ కాండ ఉమ్, పుష్ దావోస్ దావోస్ కి ఎంత డబ్బులు అయ్యాయి ఏమిటయ్యాయి ఏం లేదంట ఆర్టీ యాక్ట్ కింద ఉమ్, ఎక్కడ వెళ్ళాడు నాలుగు రోజులు ఇరవై ఆరో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏం చేశాడు ఎంతమంది పిల్లలతో అందులో విజయ్ మాల్యాతో లండన్లో ఏం చేశాడు వీడు దావోస్ యునైటెడ్ కింగ్డంలో ఉందా ఎక్కడ ఉంది ఇవన్నీ అగమ్యం కానీ గోచరం సో వీడు కూడా మీసాల గడ్డాలు కొరికేస్తున్నాడు ప్రధాన రేసులో రిషిక్ సును రిషి సును కట అరే దేశ స్వాతంత్రం గురించి హండ్రెడ్ పర్సెంట్ బ్రిటిష్ బాస్టర్డ్ నుంచి పోరా స్వాతంత్రానికి పోరాడకుండా వీడు ఇల్లు అక్కడ సేవ్ చేస్తాడు ఆకాశం ఎందుకు పచ్చబడింది దేశంలో టూ బై త్రీ టానాల్లో సీసీటీవీ కెమెరా ఏ సీసీటీవీ కెమెరా వరదలు ఆపలేకపోతుంది కదరా క్షేమాన్ తుర్కముండ కొడుకుల దోపిడీ దహన కబ్జాకాండ లాలు ఆరోగ్యం విషమం సెవెంటీ ఫోర్ అంట ఈ పాటికి చచ్చిపోయి ఉంటాడేమో ఫట్ మంత్రానికి మా చెల్లి భర్త్ ఇయర్ రాష్ట్రానికి వడ్డీ లేని రుణాలు ఎనభై వేల కోట్లు కేటాయించిన కేంద్రం ఎయిటీ పర్సెంట్ మార్క్స్ నాకు వస్తే దొంగన కొడుకు ఎయిటీ థౌజండ్ క్రోర్స్ తినేస్తున్నాడు తుర్కముండా కొడుకు షేమాన్ తుర్కముండా కొడుకుల దోపిడీ దహన కబ్జా కాండ ఆ టెన్త్ క్లాస్ మార్క్స్తో నీ నీ చెల్లేమో కొజ్జా కేసీఆర్ గడప దగ్గర పాదయాత్ర ఇస్తుంది ఎయిటీఎత్ రోజు మాకు ఎన్కౌంటర్ యూట్యూబ్ యూట్యూబ్లో ములాఖాత్ twenty twenty three budget shame on తుర్కముండా కొడుకులు ఒక పైసా ఇచ్చి చావలే షేమాన్ తుర్కముండా కొడుకుల దోపిడీ దహన కబ్జాకాండ పీకేటీఎం ఫేక్ దాడి సో వాట్ డూ కాల్ సంపాదించి మీకు రాష్ట్రపతి పోస్ట్ గురించి ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా ఏంటి ద్రౌపదిని దించేసి ఏమో ఎన్ని ఏమేమి కేసులు నడుస్తున్నాయి ఇది ఆవుకి ట్రీట్మెంటా ఎద్దుకి ఒంగోలు గీత గోర గోరంట్ల తరలిస్తున్న ఎద్దు బెదిరిపోతూ కింద దూకేసింది దూకేసిందా పడేశారు సో ఈ క్రమంలో వాహనం బాడీ పైపుల మధ్య కాలు ఇరుక్కుపోవడం తో ఎద్దు తలక్రిందులుగా వేలాడింది. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కేంద్రం గురువారం చోటు చేసుకుంది. So I was telling no one lady committed suicide so this is the lady Bhavani మృతదేహం వద్ద నిలిపిస్తున్న కుటుంబ సభ్యులు. వైసీపీ నేతల వేధింపులు తాళలేక పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య ఎస్టీ ఉద్యోగ ఎస్టీ ఉద్యోగినిపై నేతల వేధింపు కేసు నమోదుకు డిమాండ్ మృతదేహంతో ఆందోళన అమలాపురం జూలై ఏడు so Bhavani Bhavani Sharvani song is మా బడి మాకు కావాలి ఎందుకు దొంగల బళ్ళు స్కూలు కాలేజీలు యూనివర్సిటీలు ఏం చదవాలో తెలియదు ఏం తినాలో తెలియదు ఉచ్చపోసుకోవడం తెలియదు షేమోహన్ తుర్కముండ కొడుకుల దోపిడీ దహన కబ్జాకాండ టీచర్లతోనే ఇంటర్ బోధన అంట లెక్చరర్లు లేరు ఇప్పుడు ఎంత తింటేస్తున్నాడో ఒక పక్కన సెంటర్లోంచి పిండుకుని తినే తాగేస్తున్నాడు ఎంతమంది పిల్లల్ని ఇంటర్నేషనల్ లెవెల్లో పోషిస్తున్నాడో మరి విద్యార్థులను వద్ద వదలలేదు బస్ టికెట్లు పెంచేస్తున్నాడు ఆస్తి పన్ను వస్తువులు ఆశ్చర్యజనకం ట్యాక్సీలు డబ్బు తినేస్తున్నాడు పదమూడున వైజాగ్ రాకంట ఒక పక్కన టీచర్ నుంచి ప్రొఫెసర్ స్టాఫ్ సైంటిస్ట్ రోడ్ల మీద అడుగు తింటుంటే పార్టీ పెట్టడానికి దొంగల మండల కొడుకు ఆటోలో వాళ్ళకి మైనింగ్ మాస్టర్ ఆటో డ్రైవర్ డబ్బులు ఇవ్వడానికి వస్తుందంట ఉమ్మడి జిల్లాలో టెన్ ప్లస్ పాఠశాల కరోనా కేసులు వన్ నాట్ సిక్స్ నూట ఆరు జిల్లాల అందగాడు పవన్ కళ్యాణ్ గాజువాక ఫ్లిక్స్ స్టీల్ ప్లాంట్ ఆర్టిఫిషియల్ ధర్నా పొడుగు విజయం గందరగోళం షేర్ మోహన్ తుర్కముండ కొడుకుల దోపిడీ దహన కబ్జా కాండ చట్టాల గురించి తెలుసుకోవాలా ఎందుకురా బ్రిటిష్ బాస్కెట్ చట్టాలు వెళ్ళి ఆ చట్టాలను వెళ్ళి మా అమ్మ నాన్న బతికించి తెమ్మను ఇప్పుడు చచ్చిపోయిన ఇప్పుడు ఎవరు భవానీ అమలాపురం తెమ్మను స్టూడెంట్ గల్లంతా ఇవ్వడంట చాచా నెవరు ఫోర్టీన్ ఒక అమ్మాయితో నేను mining mafia public hearing oppose చేయడానికి వెళ్తే మొన్న కవర్ చేశాను కదా సంఘం ధర వలస వచ్చేటప్పుడు ఏదో ఒక అమ్మాయి బస్సులో కలిసింది నా she was impressed extremely prolifically impressed with my speech and she sat decide me then I send SMS tracing some numbers on internet and I used Gandharva Vivaham. These scoundrels are making Gandharva and launching uh, yesterday. Uh, uh, today is 9 maybe. Uh, so I will show you even that cinema poster. చెయ్యిలో చెయ్యి వేసి గంధర్వ army with in one day previous day SMS next day cinema and four with in three to four days cinema has been made and uh, yesterday 8, it has been released huh? what do you call it? you can see uh, July 2022. Visakhapatnam శుక్రవారం uh, lo program. Lo. Hmm? Ah, this is my DOYAC uh, this one, certificate. Department of Electronics for Accredited Computer Courses. Okay. So they they changed the name morphing British bastard తోక కట్ చేస్తాడు రెడ్డి దొంగ ముండా కొడుకు తోకలు కట్ చేస్తున్నారని ఇచ్చాడు ఒక చోట we are cutting our names change of name కొద్దిగా కేసీఆర్ బ్యాచ్మేట్ బాబాస్ పదమూడవ తారీఖున గురు పూర్ణిమ దినోత్సవం అంట షేమాన్ తుర్కముండా కొడుకుల దోపిడీ దహన కబ్జా కాండ service. Number they there given, they are uh, ఇంకా నా ఐదు వందల కోట్లు మాయావతి దాంతో ఎక్కడో ఒకటి ఫైవ్ హండ్రెడ్ క్రోర్ ఏదో బిజినెస్ న్యూస్ ఇది ఆల్సో దార్ ఆల్సో అంతా అయోమయం బండబాదుడు ఒత్తిడిలో వైసీపీ ప్రజల్లారా పోరాడండి అదే తుర్కముండ కొడుకులప్పుడు లేని ప్రజాస్వామ్యం ఇప్పుడు ఏంట్రా ఈడిపోయాడు ఆల్ మై ఫ్యాన్స్ ఆంఫట్ మంత్రం మస్ట్ నో నాట్ జస్ట్ ఆంఫట్ మంత్రం మై షోడశ రసాగ్నియోగ లిపి శాస్త్రం Chiranjeevi has given two lakhs to this fellows family Gautam Reddy చచ్చాడు గౌతమ్ రాజు కూడా పోయాడు editor cinema editor okay editing అక్కర్లేదు ఇంకా డైరెక్ట్ అన్ని live real time punishments with creditable revenge okay so you can see very clearly what do you call uh, in 1954 okay Nineteen fifty four. Okay, January fifteen. Uh, ఒంగోలులో జన్మించాడు వీడు ఓకే సో మై షోడశ రసాగ్నియోగ లిపి శాస్త్రం this man is gone okay like that there is a TDP leader is is and another uh, leader paper uh, okay this is leader okay వీడు అక్కినే నాగేశ్వరరావు ఉన్నాడు కదా విజయసాయి రెడ్డి గారు పోతాడేమో ఇంకా వీడు ఏజ్ ఎంత డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఇగో టీడీపీ లీడర్ పోయాడు పి గన్నవరం మాజీ ఎమ్మెల్యే జూలై ఏడో తారీఖు కోనసీమ జిల్లా పి గన్నవరం మాజీ ఎమ్మెల్యే పూలపర్తి నారాయణ అరవై ఎనిమిది కన్ను మూశారు సో ఇప్పుడు ఏంటి మోదీ గారు వయసు సిక్స్టీ ఎయిట్ ఏమో నైన్టీన్ నైన్టీ సిక్స్లో జరిగిన ఎన్నిక ఉప ఎన్నికలో నగరం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరఫున ఆయన పోటీ చేసి ఎమ్మెల్యేగా తొలిసారి గెలుపొందారు టూ థౌజండ్ ఫోర్లో నగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ బీజేపీ పొత్తుతో భాగంగా స్థానాన్ని బీజేపీకి కేటాయించారు ఆ సమయంలో నారాయణమూర్తి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు okay so this man is gone okay Narayanamurthy they did not give the seat two thousand ఫోర్టీన్లో పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం okay so and this Kali వివాదం Manimegalai and this is another cinema personality I think ప్రముఖ నిర్మాత గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ కన్ను మూట ఎయిటీ సిక్స్ జగన్ గడ్ ఎయిటీ సిక్స్ ఎఫెక్ట్ YSR Jagan గారు ఎయిటీ సిక్స్ పర్సెంట్ మిగతా రెండులో సో షేమాన్ తుర్కముండ కొడుకుల దోపిడీ దహన కబ్జా కాండ ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ అబ్బాకోటకుల అండ్ డిమాండ్ షోడశ రసాగ్నియోగ లిపి శాస్త్రం zero to nine decimal number system is outdated everybody should make a note of it So entire world and universities must think about it తొమ్మిదిన గాయత్రి విద్యా పరిషత్ స్నాతకోత్సవం that nine is also outdated. Hmm? Urdhvanava is there now. Hmm? Shodasha Rasagni Yoga Lipi Shastram. So you can see so many my Kalki Avatar Shodasha Rasagni Yoga Lipi Shastram effects. Huh? This uh, main man, uh, you see this, I told you, no? Gandharva. Huh? That uh, girl looks like almost like this. So was it uh, made up uh, a cinema set or what, we don't know. So this is another phone tapping. Huh? This is a phone tapping. Very important case is there. One uh, leader political party leader is fighting regarding the maybe it could be TDP, I don't know. So one person is fighting against the phone tappings, okay, and uh, that article came in one of these papers, okay. I will show you that person face, okay. Uh, three kind of persons. Uh, hmm? fingers and this foolish girl is making some robots. Hmm? She doesn't want uh, horses for riding and fighting and chopping the heads of this Turkamunda Kodukulu. Hmm? They'll play games. ఇదేమో పిచ్చుకుంట బా హాకీ బ్యాట్తో టైం వేస్ట్ చేసుకుంటాం మొగుడికి వంట ఇలా వండి పెట్టాలి ఏం తినాలి అవి నేర్చుకోవడం ఉండదు ఆరోగ్యం ఇగో వీడేమో I'm telling you this is another biggest blast on Islam bastards Islamic nepotism కాండ షేమాన్ తుర్కముండ కొడుకుల దోపిడీ దహన కబ్జా కాండ ముడిసర్లోలో యువకుడు గల్లంతో పుట్టినరోజు నాడే విషాదం Arilova you can see the boys name Gollam Naresh some గళ్ళం గల్లంతైనా Naresh file photo So he was twenty three years old you can see twenty three okay so షోడశ రసాగ్ని ట్వంటీ త్రీ వయస్ of profit Mohammed Okay. I don't have one wife. Uh, Jang, Jagan has uh, at least five, my count, five wives. Uh, how many Draupadis, we don't know. Hmm? శునకాలకు వ్యాక్సిన్ అంట గుర్రాలు లేవు శునకాలకు వ్యాక్సిన్ బాయ్ ఫ్రెండ్ లేడు కుక్క బాయ్ ఫ్రెండ్ అయిపోయింది జాతీయ టార్ని గిరి ప్రదక్షిణలో ప్లాస్టిక్ నిషేధం బ్రిటిష్ బాస్టర్డ్ కలెక్టర్లు కమిషనర్లు ఇవ్వర్రా బ్రిటిష్ వాడిని స్వాతంత్రం వచ్చింది అంతా పదకొండు నుంచి పదకొండు ఏ కేటగిరీ పిల్లలు మహాశివ్ and you call phone number situation hmm? for Muhammad category 11 A category wise solve B category is washing cleaning so total 23 hmm? గిరి ప్రదక్షిణ విజయవంతానికి కృషి చేస్తారు పోలీస్ దొంగన కొడుకులు so what do call twenty three vice of profit Mohammed eleven A category vice so you can see this boy is missing his dead body may come out in ఆర్థిక సమస్యలతో ల్యాబ్ టెక్నీషియన్ ఆత్మహత్య సాయి శంకర్ సాయి పేరు పెట్టుకున్నాడు కదా సాయి బాబా శంకర్ బాబా పెట్టుకోలేదు పెట్టుకుని ఉంటే ఇంకా త్వరగా చచ్చిపోయాడు థర్టీ ఇయర్ థర్టీ ఇయర్స్కి చచ్చిపోయాడు సెప్టిక్ ట్యాంక్ పడి ఒకడు మృతి విజయ్ మాల్యా సారాలు దాగి కాలువలో పడి చచ్చిపోయాడు సో దిస్ ఈజ్ తుర్కముండ కొడుకుల దోపిడీ దాన కబ్జా కాండ and one point zero six crores for Appanna Aadhaar they who pay me hundred and thirteen thirty crores hundred and thirty crores they got so they who pay me eleven point three crores but till so far Simhachalam Devasthanam did not pay to కల్కి అవుతారు single paisa so this is దుర్గముండ కొడుకులో ఈ పిచ్చిముండేమో హ్యాపీ బర్త్డే అంట గన్ను రైఫిల్స్ పట్టేసుకున్నారు ఇది వీళ్ళు indirect crime mafia marketing mining mafia same on ఏం సినిమాలు చూస్తున్నారో ఏం పోస్టర్లో అనదర్ ఇంపార్టెంట్ ఆంధ్ర యూనివర్సిటీ చూడరా రే పివిజి ప్రసాద్ రెడ్డి గడ్డి మీద ఎడ్డినా కొడక తుర్కముండ కొడక నీ వల్ల వీడు జగజీవన్ రామ్ దాంట్లో పైన నిల్చున్నాడు విగ్రహం పక్కన ఒక లేడీ నిల్చుంది వెనకాల విగ్రహం ఏమిటి వీడి పేరు this British bastard Andhra University every person should see for doctorate how much corruption is there this is what rector ముప్పై ఆరవ జయంతి వర్ధంతి మీన్స్ డెత్ డే ఉప ప్రధాని మా డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ భారత మా ఇండియా ఇస్లామిక్ ఇండియా మాజీ ఉప ప్రధాని Babu Jagjivan Ram so Islamic Babu is an Islamic Chandrababu Naidu so వండికాల్ వర్ధంతి బుధవారం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగిన సందర్భంగా విగ్రహ రెక్టర్ ఓకే రెక్టర్ సమత అదేంటి రెక్టర్ సమత రిజిస్ట్రార్ ఇక్కడ ఓకే సమత ఎవరు లేడీ వచ్చారు సో రిజిస్ట్రార్ కృష్ణమోహన్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు పేద బలహీన వర్గాలకు బాగుపడ్డాడు బాబు జగజీవన్ రామ్ అంటాడు ఇదే పేపర్లో same day or before day I will show you two persons have died ఇదేమో cinema shooting photo road Tantadi తీరంలో షూటింగ్ సందడి నాగ చైతన్య హీరోగా సన్నివేశాల చిత్రీకరణ వీడేమో కోట్ మోస్తున్నాడు వీడేమో వెనకాల సపోర్ట్ యంగ్ చాప్ ఫోటో వీడేమో వెనకాల బాడీ గార్డు వీడి వీళ్ళిద్దరికి మాస్కులు ఉన్నాయి వెనకాల పోలీసు వాడు ఒకడు షేమాన్ తుర్కముండ కొడుకుల దోపిడీ దహన కబ్జాకాండ ఫోటో మార్కెటింగ్ గిరి గల్లంతైన యువకుడు మృతదేహం వెలికితీత Arilova Naresh I told you no that boy was missing so this on seventh he was missing I think this must be eight okay the eighth is dead body is there so twenty three you can see in this also CH Naresh twenty three మృతదేహం Okay, on uh, 7th he was missing, 8th he is uh, dead. Hmm? His body has been obtained. నాలుగు స్కూల్ బస్సులు సీజ్ నాలుగో యుగం దొంగల బళ్ళు శ్మశానంలో శిశువు కేసు ముగ్గురి అరెస్ట్ నూట ఎనభై కిలోల గంజాయి స్వాధీనం ఐ విల్ షో యూ రేపటి నుంచి కేఏ పాల్ పాదయాత్ర అంట క్రిస్టియన్ మతం నిలబెట్టుకోవడానికి తుర్కం ఉండకూడదు క్రిస్టియానిటీలో దూరిపోయి ఉంటాడు many Muslim mass counters have penetrated Christianity to escape their identity Islamic identity shame on తుర్కముండ కొడుకుల దోపిడీ దహన కబ్జాకాండ I will show you there is a Islamic mining mafia. I keep telling everyone they don't give me PhD and some fellows are asking PhD. Huh? For a movie released uh, what do you call uh, 34 years back and uh, that is called ICE. Okay, Chakshuhu. Huh? Badam Gir Sai. Hmm? And some people are uh, requesting honorary doctorate for the movie maker. Producer or director what I don't know so finally for some person they are requesting so I will show you the accident యువకుడిపై ఎస్ఐ దాష్టికం పోలీస్ తొలకముండ కొడుకుల దోపిడీ దహన కబ్జా కాండ గూండాగిరి కాండ పారిశ్రామిక వాళ్ళు ఫైవ్ పాయింట్ ఫైవ్ లక్షల ఉద్యోగాలు మంత్రి అమర్నా నువ్వు వెళ్ళి చేసుకోవచ్చు కదరా నేను వెళ్దాం అనేటప్పటికి అక్కడ బ్లాస్ట్ అయిపోతూ ఉంటాయి okay so I think that was one way telling no కళ్ళు రఘుకు ఏయు డాక్టరేట్ ప్రకటించాలి thirty four years Daba gardens okay Erukumamba జలాభిషేకం and there was payasam abhishekam in Simhachalam ఆల్సో ఉత్తమ సేవల్లో సమాజం గుర్తింపు ఫోటోలు దిగిపోతారు పార్టీలో ఫండిమెంట్ ఇవ్వరు I show you that person two persons that Andhra University registrar Krishnamohan must know CEO మృత్యు శకటం మృత్యు శకటం ఫ్రీడమ్ uh, రోజు or Republic Day or Independence Day there will be vehicles dressed in this like global warming this is still dangerous కాలుష్య నియంత్రణకు ఈ వాహనాలు గ్రీన్ hmm? పెయింట్ వేసేసి ఈ వాహనాలు గ్రీన్ hmm? మటర్ చేసి ఇవి తయారు చేస్తున్నారు శివుని మటర్ చేసి గుర్రాలు ఏనుగులు ఇచ్చేయండి ఇచ్చేయండిరా పొండ్రా పెళ్ళాలు తీసుకుని అంటే ఎంజాయ్ కొడుకులు పోరు లెంజ కొడుకులు ఇగో ఆడేమో British bastard divide and rule policy కొద్దిగా కేసీఆర్ వీడు మోదీ గడ ఐదు వందల కోట్లు ఇవ్వాలా ఇప్పుడు వచ్చి ఇవ్వలే ఇగో చూడరా అదే Krishnamohan Andhra University register is dead <laughs> okay K Venkata Krishnamohan okay what is he one is loco pilot railway loco pilot and other fellow got recently married పంచభూతాల సాక్షిగా తుర్కముండ కొడుకు జగన్ గడ్ సాక్షిగా ఓకే సో ఈడు ఐదు నెలలు వాడు పూరెడ్డి ఈడ్ is also Reddy Pureddy Murali Krishna is dead five five months into marriage life okay he's dead at thirty three age okay and this man is dead Murali K Venkata Murali Mohan Krishnamohan is fifty six year old railway loco పైలట్గా పనిచేస్తున్నాడు okay my father penetrated a truck driver and crashed these two fellows for not giving me PhD hmm? So what do call where are those four fellows requesting PhD కళ్ళు ఉన్నా ఏమన్నారా ఉండకూడదా కళ్ళున్న కబోదుల్లారా అని స్పీచ్ ఇచ్చి పవర్లోకి వచ్చి ఈరోజు అమ్మని గెంటేస్తున్నావు బయటికి ఎందుకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ కా తెలియదు అంత మిస్త్రీ షేమాన్ తుర్కముండ కొడుకుల దోపిడీ దహన కబ్జా మర్డర్ మాయా కాండ where is my five hundred crore so maybe this video will close what do call four five hundred crore గ్రూప్స్లో మెరిసిన శ్రీకర్ అంట ఐఏఎస్ ఆఫీసర్ ఏది Gali Janardhan Reddy IAS officer Srikala cinema ఏమైందో ఇడమతుడు మైనింగ్ మాఫియా మొగుడిని వండడానికి ఏం కావాలి తెలీదు గాలిలో ఎగిరేస్తే fighter pilot father and daughter nepotism కథల బాహుబలి షో యో ఇది రెండో పిల్లము ఇగో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ఒకడు అన్ని మర్డర్ చేశాడు డ్రైవర్ నాసిక్ దగ్గర um, Baba is also one baba like Baba Ramdev Nashik के पास गोली मार दिया ड्राइवर ने हम्म? इंदिरा गांधी को भी वैसे इक्कीस बुलेट मारे थे हम्म, पुलिस पुलिस लोग Guttu real estate mafia one person has been murdered Hmm? So police are showing their back on the case. Okay. So shame on Turkomunda Kodukula Dopudi Dahana Kabja Kanda. Hmm? Bluffing Kanda. Uh, here it is. 500 crores of Mayavati. CCL products five hundred crores పెట్టుబడులు అంట నాకు ఇప్పటికి ఇవ్వాల్సింది టూ ల్యాక్ క్రోర్ ఇగో బాల్ ముకొజ్జా KCR batchmate Balmohan Das is RBI governor still running ఇడు దాసే ఆర్బీఐ గవర్నర్ అప్పుల నిర్వహణపై జర జాగ్రత్త అంట రాష్ట్రాలు కోరిన ఆర్బిఐ గవర్నర్ దాస్ శక్తికాంత్ దాస్ ఇంకొక దాస్ ఉండేవాడు జగన్ గడ్ కింద so this is Das Reddy nepotism కాండ bye bye Sharmil what is Sania Mirza Wimbledon so నీళ్ళు పోస్తున్నాం సచిన్ శ్రీశాంత్ గడ్ బెడ్రూమ్లో క్రికెటర్ గడ్ బెడ్రూమ్లో ఏంటి నిప్పు అంటుకుంది one lakh democratic republic of Congo so where are my five hundred crores Modi baskets control to tell and interest corona resignation happy hand over nation here it is tapping పై విచారణకు సిద్ధమా ఓకే ప్రశ్నిస్తున్న ఉయ్యావుల పయ్యావుల సో ఫోన్ ట్యాప్ చేసి సినిమా టైటిల్స్ డిసైడ్ చేస్తున్నాడు తుర్కముండా కొడుకు బెంగళూరులో ఉందంట అలాంటి కంపెనీ ఫోన్ ట్యాపింగ్ చేసి సినిమా టైటిల్స్ చేసేసి విత్ ఇన్ త్రీ డేస్ వీడేమో ఉంగరం పెట్టుకున్నాడు టెక్నాలజీ వాచ్ అయిపోయింది ఉంగరం ఒకే రోజు మూడు సార్లు నాపై హత్యాయత్నం రెండు సార్లు leprosy attacks they've done shame on తుర్కముండ కొడుకుల దోపిడీ దహన కబ్జా కాండ సో ఫోన్ ట్యాపింగ్ విచారణకు సిద్ధమా this is the evidence of this scoundrels my photo and nothing will come in the media shame on తుర్కముండ కొడుకుల దోపిడీ దహన కబ్జా కాండ ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కోటాగ్రా When will you pay my unlimited money? Hmm? 5, 2 lakh crore followed by 40 zeros and so many crores. That is only exclusively Mayavati, uh, this one. So I am giving suggestion. Nakvi will not get uh, this uh, this thing. Okay they have to find uh, they have to declare me as the president of India. Huh? What do you call and uh, shutting down lockdown, shutting down of decoitry, democracy, and dynastic. No dynastic Turkumunda Kanda. Huh? You are following dynastic democracy, decoitry democracy. Hmm? Islamic decoitry, dynam, huh? uh, dynastic politics. This is all. Hmm? Shame on this fellow is also Muslim, this fellow is also Muslim, this fellow is also Muslim. All Indian Islamic Muslims so shame on తుర్కముండ కొడుకుల దోపిడి దహన కబ్జాకాండ ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కోటాక ఓం శ్రీం అమ్మ కోటాగ్రే నమ గురువారం నో టుడే శనివారం ఓకే నైన్త్ డే ఓకే ఓం శ్రీం అమ్మ కోటాగ్రే నమ